కాపు కులాల సమస్యలు పరిష్కరించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు కాకినాడలో భవిష్యత్ కార్యాచరణపై కాపు సంఘం నేతలతో ముద్రగడ సమావేశం వ్యక్తమయ్యారు చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి బీసీఎఫ్గా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి నాటకం ఆడుతున్నారని దానివల్ల ఫలితం లేదని ఆయన అన్నారు కాపులకు అన్యాయం చేసిన తేదీపాను ఓటుతోనే బంగాళాఖాతంలో తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పటికే అన్ని జిల్లాల నాయకులతో సమావేశమైనట్లు చెప్పారు రిజర్వేషన్లపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ జాతి మోసపోతారు మన ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవడానికి మన ఆహ్వానించింది ఈ పార్టీ రాజకీయంగా మనం వాడుకున్నారు రాజకీయంగా వాడుకుని వారు వర్తమాన పదవులు కూర్చున్నారు మనం రాజకీయ ఉద్యమం చేద్దామా రాజకీయ ఉద్యమం అంటే వారిని పదవి నుంచి తిప్పడం కోసం మనం ఓటు ఎక్కాలి లేదు కుల ఉద్యమం చేద్దామా అన్న విషయాలు కదా అందరూ కూడా మాట్లాడడానికి స్పష్టంగా చెప్పండి కుల రాజకీయ ఉద్యమం మనం మోసం చేసిన వ్యక్తి ఏ రకంగా శిక్షించాలి అన్నది కూడా అందరూ సహాయకుల్ని ఇస్తా ఎక్కువగా చెప్పిన విషయాలు తెలుసుకొని మిమ్మల్ని ఇష్టం మంచిది కాదండి మీరు కూడా స్థాపన విశ్వసించవచ్చు మంచిది శిక్ష రాజకీయ ఉద్యోగం చేద్దామంటే ఏ రకంగా చేద్దాం మనం మోసం చేసిన మనిషి మళ్ళా మనకి కూడా ఆలోచించాలి మనం వదిలిపెట్టకూడదు రెండున్నర సంవత్సరాల ఉద్యమాన్ని నీరు కాచడానికి వీలు మన శ్రమ ఉదాహరణతో సాధించాలా